వెల్కమ్ టు జిఎస్టీ ఇన్ఫో ఈరోజు ఐటీసీకి సంబంధించేసి అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైలమెంట్కి సంబంధించేసి మొన్న జాన్యువరి ఫస్ట్ నుంచి అంటే first January twenty twenty two నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన కండిషన్స్ గురించి తెలుసుకుందాం సో ఇది అంటే ఇది nothing but rule thirty six four of CGST rules అన్నమాట దాని గురించి డిస్కస్ చేద్దాం ఈ ఎంత ఎంత తీసుకోవాలి క్రెడిట్ అనేది జిఎస్టీ టూ ఏకి టూ బీకి డిఫరెన్స్ ఏంటి మనం టూ బీని చూసుకోవాలా జిఎస్టీ టూ ఏ చూసుకోవాలా అసలు కొత్తగా వచ్చిన కండిషన్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో యా మీకు తెలిసే ఉంటుంది అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్లో ముందుగా ట్వంటీ పర్సెంట్ లిమిట్ అని చెప్పేసి ప్రవేశపెట్టడం జరిగింది కండిషన్ అంటే ట్వంటీ పర్సెంట్ కండిషన్ అంటే అంటే ఏంటంటే మన సప్లయర్స్ ఎవరన్నా సరే జిఎస్టీఆర్ వన్ వేయటం మర్చిపోతే అంటే జిఎస్టీఆర్ వన్లో వేసే సప్లయర్స్ వేసే జిఎస్టీఆర్ వన్ రిటర్న్ మనకి జిఎస్టీఆర్ టూ అది మీకు అర్థమై ఉంటుంది మన సప్లయర్స్ ఏమైనా జిఎస్టీఆర్ వన్ వేయటం మర్చిపోతే లేదా కుదరకపోతే అది జిఎస్టీఆర్ టూ ఏలో రాదు కానీ క్రెడిట్కి ఇబ్బంది ఉండకుండా ఉంటానని చెప్పేసి ట్వంటీ పర్సెంట్ వరకు ఎక్స్ట్రా క్రెడిట్ తీసుకోవచ్చు మనకి ఎలిజిబిలిటీ ఉంటే అంటే రిజిస్టర్డ్ పర్సన్కి లేదా ట్యాక్స్ పేర్కి ఎలిజిబిలిటీ ఉంటే ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా క్రెడిట్ తీసుకోవచ్చు అని దాన్ని టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ ఆ కండిషను అంటే థర్టీ సిక్స్ ఫోర్లో అమెండ్మెంట్ చేసేసి ఆ కండిషన్ పెట్టడం జరిగింది తర్వాత దాన్ని టెన్ పర్సెంట్ తగ్గించారు అంటే టెన్ పర్సెంట్ కంటే ఎక్స్ట్రా క్రెడిట్ తీసుకోకూడదు ఆ తర్వాత ఫైవ్ పర్సెంట్ అంటే లేటెస్ట్ చెప్పాలంటే thirty first December twenty twenty one వరకు ఫైవ్ పర్సెంట్ కండిషన్ అనేది అమల్లో ఉంది అంటే ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ తీసుకోకూడదని ఇప్పుడు వచ్చిన న్యూ కండిషన్ ఏంటంటే ఈ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో అది పోయింది అంటే దాని అర్థం మనకి జిఎస్టీఆర్ టూ బిలో అయితే కనబడుతుందో అంత మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అంత అమౌంట్కి మాత్రమే అంటే వన్ ల్యాక్ కనబడితే వన్ ల్యాకే టూ ల్యాక్స్ కనబడితే టూ ల్యాక్సే అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు అంటే మన సప్లయర్స్ వేయటం మర్చిపోతే మనకి ఎలిజిబిలిటీ ఉన్నప్పటికి కూడా బట్ ఇది దీనికోసం జిఎస్టీఆర్ టూ ఏ చూడాలా జిఎస్టీఆర్ టూ బి చూడాలా అంటే అసలు ఏంటి డిఫరెన్స్ ఏంటి జిఎస్టీఆర్ టూ ఏకి జిఎస్టీఆర్ టూ బీకి డిఫరెన్స్ ఏంటి అలాగే జిఎస్టీఆర్ టూ బీలో కనబడే క్రెడిట్ మొత్తం కూడా మనం తీసుకోవచ్చా జిఎస్టీఆర్ టూ బీలో కనబడపోతే ఏం చేయాలి అంటే జిఎస్టీఆర్ టూ ఏలో ఉండేసి టూ బీలో లేకపోతే సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ అసలు జిఎస్టీఆర్ టూ ఏకి జిఎస్టీఆర్ టూ బీకి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం జిఎస్టీఆర్ టూ ఏ కానివ్వండి జిఎస్టీఆర్ టూ బి కానివ్వండి ఈ రెండు కూడా మన సప్లయరు వేసే రిటర్న్స్ మీద డిపెండ్ అయ్యి జనరేట్ అయ్యే రిటర్న్స్ అంటే అర్థం కావడానికి సింపుల్గా అర్థం కావడానికి జిఎస్టీఆర్ వన్ ఉందనుకోండి మనం ఒక ఒక సప్లయర్ దగ్గర నుంచి మనం ఒక ప్రోడక్ట్ కొన్నాం లేదా ఒక సర్వీస్ తీసుకున్నాం అతను జిఎస్టీఆర్ వన్ ఫైల్ చేస్తాడు అంటే మన ఇన్వాయిస్ డీటెయిల్స్ని మెన్షన్ చేస్తూ జిఎస్టీఆర్ వన్ ఫైల్ చేస్తాడు ఆ డీటెయిల్స్ మనకి జిఎస్టీఆర్ టూ ఏలో కనబడతాయి జిఎస్టీఆర్ టూ బిలో కనబడతాయి కానీ డిఫరెన్స్ ఏంటంటే జిఎస్టిఆర్ టూ ఏ అనేది డైనమిక్ రిటర్న్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి ఈరోజు చూస్తే నిన్నటి వరకు అప్లోడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనబడుతుంటాయి జిఎస్టిఆర్ టూ ఏలో అంటే లేటు టైం దాటిపోయిన తర్వాత కూడా టైం దాటిన తర్వాత కూడా డ్యూ డేట్ దాటిన తర్వాత ఫైల్ చేసే రిటర్న్స్ కూడా మనకి డీటెయిల్స్ కనబడుతూనే ఉంటాయి మన సప్లైర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు సప్లైర్స్ ఉన్నారనుకోండి ఒక ఇద్దరు డ్యూ డేట్ లోపల వేశారు జిఎస్టిఆర్ వన్ ఇంకొక ఇద్దరు జూ డేట్ తర్వాత ఫైల్ చేశారు మనము జూ డేట్ తర్వాత ఫైల్ చేసిన తర్వాత అంటే ఆ నలుగురు ఫైల్ చేసిన తర్వాత మనం జిఎస్టిఆర్ టూ చెక్ చేసాం అనుకోండి నాలుగు డీటెయిల్స్ కనబడతాయి లేదా ముగ్గురు ఫైల్ చేసిన తర్వాత చూస్తే ఆ మూడు డీటెయిల్స్ కనబడతాయి నాలుగోది కనబడదు లేదా నాలుగైదు రోజుల తర్వాత చూస్తే నాలుగో వాడు కూడా ఫైల్ చేసిన తర్వాత చూస్తే నాలుగు కనబడతాయి అంటే జిఎస్టిఆర్ టూ అనేది మన సప్లయర్స్ ఫైల్ చేసిన దాన్ని బట్టేసేసి ఏ రోజుకి ఆ రోజు మారుతుంటుంది జిఎస్టిఆర్ టూ బి అనేది స్టాటిక్ రిటర్న్ అంటే జిఎస్టిఆర్ టూ ఏ అనేది డైనమిక్ రిటర్న్ డైనమిక్ రిటర్న్ అంటే ఎవ్రీడే చేంజ్ అయ్యేది జిఎస్టీ టూ బి అనేది స్టాటిక్ రిటర్న్ అంటే జూ డేట్ లోపల ఎవరైతే జిఎస్టీఆర్ వన్ ఫైల్ చేస్తారో లేదా ఇప్పుడు క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేసేవారికి అంటే క్యూఆర్ఎంపీ స్కీమ్ అని చెప్పేసి ఉంది అది తెలిసే ఉంటుంది చాలామందికి క్వార్టర్ రిటర్న్ మంత్లీ పేమెంట్ అనేది ఉంటుంది అంటే మన సప్లయరు క్యూఆర్ఎంపీ స్కీమ్లో ఉంటే అతను క్వార్టర్లీ మాత్రమే జిఎస్టీఆర్ వన్ ఫైల్ చేయాలి బట్ అతని దగ్గర తీసుకునే అతని దగ్గర నుంచి పర్చేజ్ చేసే రెసిపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐటీసీ తీసుకునే సౌలభ్యం కోసం అని చెప్పేసి అతనికి ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి ఒక ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం అతను రిటర్న్ జిఎస్టీఆర్ వన్ అనేది త్రీ మంత్స్ తర్వాత ఫైల్ చేసినప్పటికీ క్వార్టర్లీ ఐఎఫ్ఎఫ్ అనేది మాత్రము ఎవ్రీ మంత్ ఇవ్వచ్చు అంటే ఫస్ట్ మంత్కి సెకండ్ మంత్కి ఐఎఫ్ఎఫ్ ఫైల్ చేయొచ్చు సో ఈ జిఎస్టీఆర్ వన్ ఫైల్ చేయడానికి నార్మల్గా డ్యూ డేట్ అనేది eleventh eleventh of next month అంటే January month GSTR one February eleventh లోపల ఫైల్ చేయాలి అలాగే జాన్యువరి మంత్ సంబంధించిన ఐఎఫ్ఎఫ్ ఏదైనా ఉంటే అంటే క్వార్టర్ల రిటర్న్లో ఉంటే వాళ్ళు థర్టీన్త్ లోపల ఫైల్ చేయొచ్చు ఈ లెవెన్త్ లోపల థర్టీన్త్ లోపల ఫైల్ చేసిన అంటే డ్యూ డేట్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి జిఎస్టీఆర్ టూ బీలో కనబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి జిఎస్టీఆర్ టూ బీకి టూ ఏకి ఒక డిఫరెన్స్ చూడాలంటే మనం ఇద్దరు సప్లయర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ఐటమ్స్ పర్చేజ్ చేసాం సప్లయర్ వన్ వచ్చేసేసి లెవెంత్ లోపల జిఎస్ఆర్ వన్ ఫైల్ చేశాడు అంటే జాన్వరి మంత్ ఫిబ్రవరి లెవెంత్ లోపల అనుకోండి సప్లయర్ టూ వచ్చేసేసి ఏ ఫిఫ్టీన్త్ నాడు ఫైల్ చేశారు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ సో అప్పుడు మనకి జిఎస్టిఆర్ టూ బి చూస్తే ఓన్లీ సప్లయర్ వన్దే వస్తాయి అంటే జిఎస్టిఆర్ టూ బి మనం ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నాడు చూసినా ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నాడు చూసినా మార్చిలో చూసినా ఎప్పుడు చూసినా సరే జాన్వరి మంత్కి సంబంధించిన జిఎస్టిఆర్ టూ బి అంటే ఓన్లీ సప్లయర్ వన్దే వస్తాయి టూ ఏ మాత్రము ఇద్దరిది వస్తుంది మరి ఈ లేటుకు ఫైల్ చేసింది ఎప్పుడు వస్తుంది ఫిబ్రవరి మంత్ టూ బీలో కనబడుతుంది మనం కన్ మనము క్రెడిట్ తీసుకోవడానికి కన్సిడరేషన్ తీసుకోవాల్సింది జిఎస్టీఆర్ టూ బి మాత్రమే అంటే జిఎస్టీఆర్ టూ ఏ తీసుకోవడానికి కుదరదు ఇది ఇంకా మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ షాపు ఓనర్ ఉన్నాడు అతను జాన్యువరి ట్వంటీ ట్వంటీ టూలో ఎక్స్ వై జెడ్ అనే ముగ్గురు సప్లయర్స్ దగ్గర నుంచి సప్లైస్ తీసుకున్నాడు సప్లైస్ అంటే సర్వీసెస్ కావచ్చు ఆయనకు కావాల్సిన మెడిసిన్స్ కావచ్చు ఎక్స్ అన్న అతను ఫిఫ్టీ థౌజండ్కి అంటే ఐటీసీ అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ ఉండేంతగా ట్యాక్స్ అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ ఉండేటట్టుగా ఐదు ఇన్వాయిస్లు ఇచ్చాడు అంటే ఒక్కొక్కటి టెన్ థౌజండ్ అనుకోండి అలాగే వై అతని దగ్గర నుంచి పర్చేజ్ ఏం చేయలేదు కానీ ఇతని కార్ ఏదైతే ఉందో కార్కి రిపేర్ ఇచ్చాడు వై అతను అంటే వై అతను ఒక గ్యారాజ్ ఓనర్ అనుకోండి ఒక మెకానిక్ కావచ్చు సర్వీస్ ప్రొవైడ్ చేసే ఒక service centre car service centre so అతను ఒక ఇన్వాయిస్ ఇష్యూ చేశాడు వై అతనికి సర్వీస్ చేశాడు కాబట్టి దాని మీద ఐటీసీ అంటే ట్యాక్స్ వచ్చేసి టెన్ థౌజండ్ అలాగే జెడ్ అన్న అతను మూడు ఇన్వాయిస్లు ఇచ్చాడు అవి మెడిసిన్స్కి ఒక్కొక్కటి ట్వంటీ థౌజండ్ అంటే యాక్చువల్గా ఎక్స్ అన్న అతను ఫిఫ్టీ థౌజండ్కి సరిపోని ఇన్వాయిస్ ఇచ్చాడు అంటే ఐదు ఇన్వాయిస్లు ఒక్కొక్కటి టెన్ థౌజండ్ తర్వాత వైఎన్ అతను టెన్ థౌజండ్ సంచుకోను సర్వీస్ సంబంధించిన ఇన్వాయిస్ ఇచ్చాడు అలాగే జెడ్ అతను సిక్స్టీ థౌజండ్ లేదా ట్వంటీ థౌజండ్ ఈచ్ మూడు ఇన్వాయిస్లు ఇచ్చాడు ఎక్స్ సంబంధించి ఫిఫ్టీ థౌజండ్ ఇతను ఏం చేశాడు ఎక్స్ అన్న అతను జిఎస్టీఆర్ వన్ వచ్చేసేసి జాన్యువరి జిఎస్టీఆర్ వన్ వచ్చేసి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరిని ఫైల్ చేశాడు అంటే ఆఫ్టర్ డ్యూ డేట్ ఫైల్ చేశాడు మరి ఎప్పుడు కనబడుతుంది అది ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ఫైల్ చేశారు కాబట్టి జిఎస్టీఆర్ టూ ఇయర్లో మాత్రం ఏ మంత్కు ఆ మంతే కనబడతాయి కానీ జిఎస్టీఆర్ టూ బీకి మాత్రము జాన్యువరి మంత్ సంబంధించిన జిఎస్టీఆర్ టూ బీలో కనబడవు ఆ డీటెయిల్స్ ఎందుకంటే డ్యూ డేట్ తర్వాత కనబడింది కాబట్టి సో ఎప్పుడు కనబడతాయి అది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూలో కనబడతాయి మరి ఇప్పుడు జాన్యువరికి సంబంధించేసి ఇతను క్రెడిట్ తీసుకోవచ్చా లేదు ఎందుకంటే ఇతను జాన్యువరికి సంబంధించిన ఫిబ్రవరి సారీ ఇతను జాన్యువరికి సంబంధించిన జిఎస్టీఆర్ టూ బీలో కనబడలేదు కాబట్టి జాన్యువరిలో ఈ ఫిఫ్టీ థౌజండ్కి సంబంధించి క్రెడిట్ తీసుకోకూడదు ఇతనికి ఎలిజిబిలిటీ లేదంటే ఎలిజిబిలిటీ ఉంది కానీ థర్టీ సిక్స్ ఫోర్లో ఉన్న కండిషన్స్ ప్రకారం జిఎస్టీఆర్ టూ బిలో ఎంతైతే క్రెడిట్ ఉందో అంత మాత్రమే తీసుకోవాలి దానికి మించి తీసుకోవడానికి వీల్లేదు కాబట్టి అతను ఈ ఫిఫ్టీ థౌజండ్ క్రెడిట్ తీసుకోవడానికి వీల్లేదు మరి ఎప్పుడు తీసుకోవచ్చు దీన్ని ఫిబ్రవరి మంత్లో తీసుకోవాలి అలాగే వై అంటే ఈ సర్వీస్ చేసిన అతను రిపేర్ సర్వీస్ కార్ ఏదైతే ఉందో ఆ రిపేర్ సర్వీస్ చేసిన అతను టెన్త్ నాడే వేశాడు విత్ ఇన్ జూ డేట్ వేశాడు అంటే జాన్యువరి మంత్ జిఎస్టీఆర్ టూ ఏలా కనబడుతుంది జాన్యువరి మంత్ జిఎస్టీఆర్ టూ బీలో కనబడుతుంది కానీ ఇతను క్రెడిట్ తీసుకోవచ్చా నార్మల్గా అయితే జిఎస్టీఆర్ టూ బీలో కనబడితే తీసుకోవచ్చు కానీ ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రెడిట్ మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది చూడాలి అంటే జిఎస్టీఆర్ టూ బీలో కనబడినంత మాత్రాన మొత్తం క్రెడిట్ తీసుకోవడానికి వీలేదు అంటే కార్స్కు సంబంధించి కావచ్చు లేదా ఫుడ్ అండ్ బెవరేజ్ కావచ్చు అవుట్డోర్ క్యాటరింగ్ అని బ్యూటీ ట్రీట్మెంట్ అని so cosmetic and plastic surgery అని చెప్పి హెల్త్ సర్వీసెస్ ఇలా చాలా కండిషన్స్ ఉన్నాయి అంటే ఐటీసీ అనేది కొన్ని సప్లైస్కి రాదు అంటే మన కారు లాంటిది తీసుకుంటే అది బిజినెస్ పర్పస్ కోసం వాడినప్పటికి కూడా కార్ అనేది కార్ మీద ఐటీసీ తీసుకోవాలంటే అంటే కారు కొన్నప్పుడు ఐటీసీ కావచ్చు కార్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన ఐటీసీ కావచ్చు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏంటది అది కారు ఫర్దర్ సప్లై కోసం ఫర్దర్ సప్లై కోసం అంటే కారు కొని కారు అమ్మటం అంటే జనరల్గా ఎవరు చేస్తారు అది కారు షోరూమ్ ఓనర్స్ సో వాళ్ళు కార్లు మ్యానుఫ్యాక్చర్స్ నుంచి తెస్తారు బయట కస్టమర్స్కి అమ్ముతారు అవి లేదా ట్రైనింగ్ స్కూల్స్లో ఉండే వాళ్ళకి లేదా రెంటే క్యాబ్ సర్వీస్ లాంటివి ఆ సర్వీస్ తిప్పే వాళ్ళకి కానీ వాళ్ళకు మాత్రమే కారుకు సంబంధించేసిన అంటే కారు కొన్నప్పుడు కానీ కారు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కానీ క్రెడిట్ తీసుకునే అవకాశం ఉంది ఇవి ఏమన్నా సరే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా అంటే జిఎస్టీఆర్ టూబీలో కనబడినంత మాత్రమే ఖచ్చితంగా మనకు వస్తాను కాదు జిఎస్టీఆర్ టూబీలో కనబడేది చాలా వరకు కూడా మనకి ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు కూడా అది కూడా చూసుకోవాలి అలాగే ఇంకా మూడో పర్సన్ జెడ్ అనేది సిక్స్టీ థౌజండ్ వేశాడు అంటే మూడు ఇన్వాయిస్ ఇచ్చాడు కాబట్టి ఆ మూడు ఇన్వాయిస్లు ఒక్కొక్కటి ట్వంటీ థౌజండ్ మూడు జిఎస్టీఆర్ వన్లో వేశాడు ఎప్పుడు వేశాడు టెన్త్ ఫిబ్రవరి లోపల వేశాడు కాబట్టి అది January twenty twenty two GSTR two ఏలో కనబడుతుంది అలాగే January twenty twenty two GSTR two బీలో కనబడుతుంది కాబట్టి క్రెడిట్ తీసుకోవచ్చు అంటే జా ట్వంటీ జిఎస్టీఆర్ టూ ఏ అనేది మన అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాం కానీ మనకు మనకు సంబంధించిన వరకు క్రెడిట్ తీసుకునేది జిఎస్టీఆర్ టూ బిలో ఏదైతే ఉందో అది మాత్రమే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఫస్ట్ థింగ్ ఏంటంటే జిఎస్టీఆర్ టూ బీ లేదా ఆటో పాపులేట్ అంటే జిఎస్టీఆర్ టూ బీలో ఏది కనబడుతుందో జనరల్గా అది మన జిఎస్టీఆర్ త్రీ బిలో ఆటో పాపులేట్ అవుద్ది కోర్స్ దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అది వేరే విషయం ఒకవేళ జిఎస్టీఆర్ టూ బీ కంటే ఎక్కువ తీసుకుంటే పైన రెడ్ కలర్లో కనబడుతుంది అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి అంటే బేసికల్గా ఆలోచించింది అది ఆటో పాపులేట్ అయినా సరే లేదా జిఎస్టీఆర్ టూ బీలో కనబడేది అయినా సరే ఏదైనప్పటికి కూడా మీరు తీసుకోవాల్సిన maximum credit GSTR two B కంటే ఆ ఫిగర్ కంటే మించకూడదు మీరేమన్నా బిజినెస్ నాన్ బిజినెస్ అంటే కామన్ ఇన్పుట్స్ వాడుతుంది అనుకోండి లేదా ట్యాక్సిబుల్ అని నాన్ ట్యాక్సిబుల్ అనుకోండి ఏదైనా సరే అప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది రూల్ ఫార్టీ టూలో ఇస్తారు ఆ ఫార్ములా ప్రకారం మీకు ఎంతైతే క్రెడిట్ వస్తుందో అంత మాత్రమే తీసుకోవాలి అంటే మీకు వన్ ల్యాక్ క్రెడిట్ ఉన్న ఇన్వాయిస్ తీసుకున్నారనుకోండి కానీ ఆ ఇన్పుట్స్ని కొంత మీరు ట్యాక్సిబుల్ సప్లైస్కి వాడారు కొంత నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్కి వాడారు ఆ ప్రపోర్షన్ ప్రకారం మాత్రమే క్రెడిట్ తీసుకోవాలి వన్ ల్యాక్ మీకు జిఎస్టీఆర్ టూ బిలో కనబడుతుంది కనబడినంత మాత్రం తీసుకోకూడదు ఇంకొకటి ఈ జిఎస్టీఆర్ టూ బి అనేది ఎలా జనరేట్ అవుతుంది నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పి జిఎస్టిఆర్ వన్ ఫైల్ చేసినప్పుడు అన్నాను కానీ అది జిఎస్టీఆర్ వన్ ఫైల్ చేసినప్పుడు కావచ్చు ఐఎఫ్ఎఫ్ కావచ్చు లేదా ఆర్ ఫైవ్ కావచ్చు జిఎస్టిఆర్ ఫైవ్ అంటే ఎవరు నాన్ రెసిడెంట్స్ ఫైల్ చేసేది ఆర్ సిక్స్ అంటే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫైల్ చేసేది లేదా మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఐస్ గేట్ డేటా ఏదైతే ఉంటుందో దాని ద్వారా కూడా టూ టూబీలో రిటర్న్స్ దాని ద్వారా కూడా టూ టూబీలో ఇన్ఫర్మేషన్ కనబడుతుంది సో ఇవి important points thank you thanks for watching